హలో ఎవ్రీవాన్ అందరి నమస్కారం అండి దిస్ శివక్రిష్ ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసిన creator you may call him God or you may call him creator or whatever the name you wish to I call him the creator he has created humans animals insects and each living thing that breathes ఊపిరి పీల్చుకునేది ఏదైనా ఆ క్రియేటర్ క్రియేట్ చేసింది there are thousands and lakhs of species on this earth కానీ human beings is the highest form of creation అని చెప్తారు ఆఫ్ ద క్రియేటర్ బికాస్ మనకి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది we can problem solve we can think beyond imagination కానీ యానిమల్స్లో చూస్తే అది లేదంటారు సిక్స్త్ సెన్స్ యానిమల్స్ బతికేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే మ్యాక్సిమం కొన్ని డిపెండ్స్ ఆన్ ద యానిమల్ కొన్ని చాలా ఇయర్స్ కూడా బతకచ్చు based on his life span the point is అవి పుట్టుతాయి uh, పెరుగుతాయి వేటకు వెళ్తాయి ఫుడ్ తెచ్చుకొని తింటాయి హ్యాపీగా ఉంటాయి పిల్లలు పెడతాయి మళ్ళీ చనిపోతాయి అండ్ అది దానికి కష్టాలు ఉంటాయా అంటే నాకు తెలియదు I don't know the theory but they would experience some pain due to injuries or something కానీ ఎప్పుడు చూపించుకోవు మన హ్యూమన్ బీయింగ్స్కి మాత్రము ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మనం తట్టుకోలేము only human beings have so many countless number of problems ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే అసలు లెక్క పెట్టలేని ప్రాబ్లమ్స్ ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్కి కులాల వల్ల మతాల వల్ల ప్రేమల వల్ల పెళ్ళిళ్ళ వల్ల ఆస్తుల వల్ల కోపం వల్ల లేకపోతే ద్వేషం వల్ల ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు కానీ యానిమల్స్ ఆ ఉండే కొన్ని రోజులు హ్యాపీగా బతికి పిల్లలు కనేసి చనిపోతాయి బట్ హ్యూమన్ బీయింగ్స్కి ప్రతిదీ ఒక క్యాలిక్యులేషను ప్రతిదీ I mean there are so many barriers to live a happy life మనం కూడా ఎందుకు అట్లా బతకలేము ఎందుకు హ్యాపీగా ఉండలేము మనకి మనమే ఎందుకు ఇన్ని దూరాలు క్రియేట్ చేసుకున్నాము that is such thought which is అక్కడ in my mind today and మీరేమనుకుంటారో చెప్పండి కమెంట్స్లో థ్యాంక్ యూ